<laughs> ఇంత హడావడం అవసరమా <laughs> సార్ మీరు మా హోటల్కి మొదటి కస్టమర్ అందుకే ఈ గౌరవం ఈ సత్కారం సరే సరే నేను రెస్ట్ తీసుకోవాలి లీవ్ మీ అలోన్ ఈ రాత్రి మా హోటల్లో మీకు శుభరాత్రి కావాలని మేము ముగ్గురం కోరుకుంటున్నాం సార్ ప్లీజ్ రేపు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ వచ్చి కనపడు అప్పటిదాకా నన్ను డిస్టర్బ్ చేయొద్దు నేను అసలు మూడీ ఫీల్ అయినా పట్టుకో ఇదేంటి నేనే కట్ చేసుకుంటా హలో రే హలీం బాయ్ అకౌంట్లు చూస్తూ బాయ్నే మోసం చేస్తావా కబడ్డార్ నిన్ను మాకంటే ముందు పోలీసులే పట్టుకోవాలని కోరుకో నువ్వెక్కడికి వెళ్ళి దాకున్నా సేఫ్టీ లేదు హైదరాబాద్ లో కూడా తెల్లారింది లేవండో కొక్కురోకో మంచాలింక దిగండు కొక్కురోకో గుడ్ మార్నింగ్ సార్ సార్ మీ టిఫిన్ రెడీ మీరు ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేస్తుంటే నేను ఫ్రెష్గా కాఫీ తీసుకొచ్చేస్తాను sir with smile smile okay it's all right no problem పాము లాంటి రాత్రి అరే తెమ్ తెమ్ నేను చెప్పేది రే తెమ్ అన్నది ఒక కాఫీ దానికి ఏదో పెళ్లి భోజనాలు ఏర్పాటు చేసి అంత కంగారు పడతావే పెళ్లి కాదురా బాబు తద్దినం తద్దినం కొంప తీసి మీ బాంబు పోయిందా బామ్మ కాదురా బల్లి బల్లే ఇడ్లీ పిండిలో బల్లి పడింది ఏమన్నా తిన్నావా నేను తినలేదు లోపల ఉన్న కస్టమర్ తింటుంటాడు అంటే వాడికి మనం విషాహారం పెట్టామా ఓరి నాయనోయ్ అది కాదు తిని వాడు చచ్చాడంటే అదే చూద్దాం రా సార్ సార్ సార్ అసలు ఇదంతా నీ వల్ల జరిగింది వచ్చిన మొదటి కస్టమర్ శవ అయిపోయాడు తినే దాంట్లో బలి పడితే చూసుకోవద్దు నేను కాదురా అరవ సర్వీసింగ్ గాడు అల్లం చట్నీలోకి బెల్లం తీసుకురారంటే బల్లిని తీసుకొచ్చి ఆ ఇడ్లీ పిండిలో పడేస్తాడు నాకేం తెలుసు అసలు భాష దాన్ని సర్వర్ని ఎవరు ఇక్కడ పెట్టింది వాడి వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి చూడు అది సరే కానీ ముందు ఈ శవాన్ని ఇక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవాలరా ఎక్కడ అమృతమా అమృతం విషం అక్కడే ఉన్నాడండి అతను అక్కడుంటే నేను ఇక్కడికి ఎందుకు వస్తానయ్యా మరి ఇక్కడ లేడండి లోపల ఉన్నాడేమో కేకేస్తానుండండి ఒరే అమృతం నీకోసం మీ ఇంటి వనరు అప్పాజీ గారు వచ్చారా నువ్వు గాని లోపల ఏ బల్బు పోయి ఉంటది పొద్దునొచ్చిన కస్టమరు బల్లిపడ్డ ఇడ్లీ తిని చచ్చాడు ఆ డెడ్ బాడీని బయట పడేసే లోపు వీడు బల్బ్ వేస్తానంటూ ఇప్పుడు తగలట్టాడు నువ్వేంటి ఇలా వచ్చావు తలుపుకుండా వచ్చాను వస్తే వచ్చావు మళ్ళీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు వాడు వచ్చేస్తాడు నన్ను ఏం చేయమంటావరా నేను ఒక్కనే వీడిని తీసుకెళ్ళి బయట ఎక్కడ పడాను బాబోయ్ సరే ఈ రూమ్ లో దాయి అతను వెళ్ళేదాకా నువ్వు చెప్పినట్టుగా ఈ రూమ్ లో బాగానే ఉన్నాయి ఆంజనేయులు నేను ముందే చెప్పా కదండి ఈ రూమ్ కాదు ఆ రూమ్ అని ఎందుకు అంతలాడిచావు ఆ రూమ్ అసలు కాదు ఈ రూమ్ అని చెప్దామని అమృతం బెడ్రూమ్ లో అన్నాడు కిచెన్ అనలేదు మీ డైరెక్షన్ నాకు నచ్చలేదు సార్ బాత్రూమ్ రండి చీపాడు నీకు బాత్రూమ్ అర్జెంట్ అయితే నేనెందుకు కూడాను అబ్బా నేను అన్నది అది కాదండి బల్బు బాత్రూమ్ లో పోయిందని చెప్పాడు నాకు రండి ఆంజనేయులు ఆంజనేయులు సచ్చినోడు ఎంత బరువున్నాడు